అమృతం త్వరగా రెండు చపాతీలు కట్టి నేను బస్సుకి వెళ్ళాలి ముందు మీరు వచ్చి గోడ ఎక్కండి ఆయన అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నో చిన్నపిల్లలు ఇంకా మీ గొడవలు మానేయలేదా చిన్నపిల్లల వాడే నన్ను ఎక్కిస్తున్నాడు నేను ఫోటో పెట్టుకుని తిరుగుతుంటే నన్ను నేడిపించడానికి ఇంకో ఫోటో పెట్టుకుని తిరుగుతున్నాడు కాదు ముందు ఫోటోతో నేనే తిరుగుతున్నా వీడే నన్ను ఇమిటేట్ చేస్తూ నేను దగ్గరికి వచ్చిన వెంటనే ఫోటోని ఇలా దాచేసుకున్నాడు అవ్వా ఇలా దాచేసుకున్నాడా ఇలా అదేమైనా అందమైన స్విమ్మింగ్ డ్రెస్ చేసుకున్న ఆడపిల్ల ఫోటోనా చూసుకోమనండి నాకు దసరా ఇంకా నేను ఉపయోగించలేదు అప్పాజీ గారు మీరు గోడెక్కండి వీడికి బుద్ధి చెప్పాలి అవును మీరు ఒకసారి గోడెక్కండి వారి మీ అమ్మ కడుపు మాడ మీరు బుద్ధి చెప్పుకోవడానికి నన్ను శుద్ధి చేస్తారా మీరు దయచేసి ఒక్కసారి ఎక్కండి సార్ ఒకసారి ఎక్కండి నో షడప్ రేపు నేను ఊరి నుంచి వచ్చే లోపు మీరిద్దరూ కలిసి మాట్లాడుకోకపోయారో ఇంటి రెంట్ డబుల్ చేస్తాను రేపు నేను ఊరి నుంచి వచ్చే లోపు మీరిద్దరూ కలిసి మాట్లాడుకోకపోయారో ఇంటి రెంట్ డబుల్ చేస్తాను సంతోషంగా ఉందయ్యా ఇక మీకు తిరుగులేదు ఏది తలుచుకుంటే అది సాధిస్తారు థ్యాంక్స్ మేము సీక్రెట్ పని మీద వెళ్తాం అది చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్ అది సక్సెస్ అయ్యాక మీకే ముందు తెలుస్తుంది <laughs> దిగ్విజయీ భవ నమస్తే సార్ నమస్తే సోల్డా ఏం సాలార్జంగ్ సిక్స్ బై నీ ఫ్యామిలీ ముస్టోండి అమ్మేసావా ఏమిటో సాబ్ ఇది మామూలు బొమ్మ అనుకుని ప్రతి వాళ్ళు పాతిక్కి పరిక్కి అడుగుతుంటే విసిగేసి ఇట్లా పెట్టా ఇంటికాడ వదిలిపెట్టి వద్దామంటే భయమేసి కూడా తీసుకొస్తే ఇదిగో ఇదో తంట అమ్మయ్యా బతికించావయ్యా ఒక్క క్షణం గుండాగిపోయింది తెలుసా ఏ కృష్ణదేవరాయ్ టూ దొరికాడా కెనాల్ రామలింగ్ వన్ కూడా దొరకలేదు కాకపోతే మీరు రీజనబుల్ రేట్ చెప్తే ఓ పార్టీ ఈ పార్టీ ఎవరు సార్ మా పార్టీ సారీ మా పార్ట్నర్ సో నువ్వు బాగా ఆలోచించి చెప్పు మన ఇద్దరం చాలా ఓల్డ్ ఫ్రెండ్స్ కదా అవును మన ఇంట్లో కుక్క పిల్ల ఉండేది ఎలా ఉంది చచ్చిపోయి ఐదేళ్ళు అయింది ఇంతకీ మీరు బొమ్మ కొంటారా లేదా ఐదు లక్షలు ఐదు లక్షలా కుక్క చచ్చిన డేట్కి దీనికి లింక్ పెట్టినట్టున్నాడు మొన్న రెండేగా చెప్పావు మొన్న అంటే నలభై ఏళ్ల కిందట ఆఫర్ సాబది అయ్యో ఆఫర్ ఇచ్చినోడు చచ్చాడయ్యా బాబు ఉంటే మంచిగా అడుగు ఎరా మీరే పెద్ద మనసుతో ఓ చిన్న రేట్ చెప్పండి నాకు బేరాలు నచ్చవు ఆఖరి మాట చెప్తా ఏనండి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అంత తగ్గించాడు తీసుకుంటే తీసుకో లేకపోతే వెళ్ళిపోండి సరే ఓ గంటలో డబ్బులు తీసుకొచ్చేస్తాం డబ్బులు ఇచ్చి పెట్టుకెళ్ళండి సాబ్ గంటలో తెచ్చిస్తాన్నాం కదా గంటలో కాదు సేతులో చేతిలో డబ్బులు పెట్టి పెట్టుకెళ్ళండి సరే ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వరా అడ్వాన్స్ కాదు మొత్తం మొత్తం పెట్టి పెట్టుకెళ్ళండి అంటే పది లక్షలు ఇవ్వాలా అదే అదే నాలుగు లక్షల చిల్లర చూడు ఎస్జే సిక్స్ బాయ్ మాది అమృత విలాస్ చాలా ఫేమస్ మీకు తెలుసుగా దాన్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి పారిపోతాం ముందు అడ్వాన్స్ కొప్పుకో మిగతాది మేము ఒక గంటలో తెచ్చిస్తాం టీకాయ్ సాబ్ నువ్వు ఇచ్చారు అడ్వాన్స్ <laughs> యాభై రూపాయలు యాభై వేలు ఇక్కడ పెట్టి పెట్టుకెళ్ళండి ఇంకా మాటలు లేవు ఇంకా మా నోటెంపడ మాటలేం వస్తాయి చలో బాయ్ చేలో ఒరే అంజీ మీకు ఇష్టదేవరాత్రి ఏమి అడ్వాన్స్ వద్దలేడా ఒరేయ్ బొమ్మ మన దగ్గర ఉందంటే ముందు చూపించమంటాడు పోనీ ఎస్జే గారి దగ్గర ఉందంటే డైరెక్ట్గా మాట్లాడేసుకుని తనే సెటిల్ చేసేసుకుంటాడు అప్పుడు ఇంకా మనకు మధ్యలో ఐదు లక్షలు రావు ఓ తామర పత్రం ఇస్తారేమో సో మనం ఎలాగోలా ఆ బొమ్మను ఆయన ఇంటికి చేరిస్తే మనకు వెంటనే పది లక్షలు ఇస్తాడు ఆయన దగ్గర రెడీగా క్యాష్ ఉంది నేను చూశాను రా యాభై వేల ఎలా దీనికి ఒకటే మార్గం నగలు ఏంటి కనకదుర్గ గుళ్ళ నగలు కొట్టేద్దామా ఛీ శుభం పలకరా అంటే శాంత లేదు పద్దు లేదు ఇంట్లో నగలు పట్టుకెళ్తాం అంటే ఇంట్లో నగలు కొట్టేటవా తాకట్ పెడదాం మళ్ళీ వెంటనే విడిపించేద్దాం ఇలా అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇచ్చినట్ట ఒరే నువ్వు అనవసరంగా సంశయించుకు ఆ దేవరాయ రేపు అమెరికా వెళ్ళిపోతున్నాడు నువ్వు వెంటనే మీ ఇంట్లో నగలబెట్టరా నేను మా ఇంట్లో చేస్తా ఏంట్రా ఇలా ఏంటో బాగోలేదురా ఆడవాళ్ళు ఎవరు లేరని మన ఇంట్లో నగలు మనమే తీసుకుపోవటం ఐడియా సెల్లా కాదు ట్రైన్లో బెల్లు మోగింది నువ్వు మా ఇంట్లో నగలు పట్టరా నేను మీ ఇంట్లో నగలు తీసుకొస్తా ఎలా ఉంది సరే నీ ఇష్టం పద పదా ఒరే ఇంకొకళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెలియకుండా సీక్రెట్ గా నగలు తీసుకొస్తే ఏమంటారు దొంగతనం చివరికి మన ఇద్దరం దొంగలుగా మారిపోయాం అనమాట నువ్వేగా చెప్పావు ఇంకొకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేసినా కూడా తప్పు తప్పే ఇదిగో ఈ నగలు తిరిగి పెట్టేసి ఎవరి ఇళ్లలో వాళ్ళవి రాయల్గా తెచ్చుకుందాం పద రే చిచ్చి పద ఈ కథ రాసిన రచయితే ఊహించిన ఒక మలుపు తిరిగింది సగం పైగా షూటింగ్ అయిపోయాక ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఒక నటుడు అకస్మాత్తుగా అకారణంగా అదృశ్యమయ్యాడు ఇది క్రితం వారం వచ్చిన ఎపిసోడ్ యొక్క రెండవ భాగం అని తెలిసి క్రమంలో దీని బదులు ఇంకోటి ప్రసారం చేయలేమని తెలిసి అయినా విచిత్రంగా కోడిపుంజి లేదని సన్రైజ్ ఆగలేదు పైపెచ్చు ఆడియన్స్కి ఒక కొత్త రకం జోక్ కూడా అందించగలిగాం మాకి సదవకాశం కలిగించిన వ్యక్తికి ధన్యవాదాలు జీ అమృతరావు తగాదా పడ్డారు వాళ్ళు మాట్లాడుకునే సమయంలో అంజికి ఒక సువర్ణావకాశం వచ్చింది రాయల్ ఫ్యామిలీకి చెందిన ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ ఇలవేల్పోయిన భిక్షు బొమ్మ ఎవరైనా వెతికి తెస్తే పది లక్షల రూపాయలు బహుమానం ఇస్తానన్నాడు అదే సమయానికి బికారైన ఆ బొమ్మ ఆసామి అమృతరావుకు తారసపడతాడు కానీ ఏం లాభం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం లేదుగా సలాం సాబ్ ఏం సాహెబ్ రాజు గారు ఎలా ఉంది మీ కోహినూరు కోహినూర్ ఆ రాయి మాది ఫ్యామిలీది కాదు సాబ్ అది వేరే ఫ్యామిలీది ఏది అడిగిన భలే సీరియస్ గా తీసుకుంటావా నువ్వు నేను అడిగింది నీ ముద్దుల బెగ్గర్ స్టాచ్యూ గురించి దానికేం సాబ్ బాగానే ఉంది ఎప్పటికైనా నాకీ కష్టాలు తీరుస్తుంది లక్షలు ఇస్తుంది లక్షల అవును సాబ్ కోహినూర్లా కోట్లు తేకపోవచ్చు కానీ లక్షలు మాత్రం తెస్తుంది సాయిబూరు మంచోడు అయ్యా <laughs> కాకపోతే లేదు ఈ మట్టి బొమ్మకి అన్ని డబ్బులు ఓడిస్తాడు అమెరికా వాడు సార్ నలభై సంవత్సరాల పహలే అమెరికా వాడు మా ఇంటికి వచ్చి రెండు లక్షలు ఇస్తానన్నాడండి ఈ బొమ్మకి మా అమ్మీ చెప్పింది లేకిన్ మా అబ్బా ఒప్పుకోలా వాళ్ళకి మాకి దుష్మని ఉందట సాబ్ నేను ఇలా క్యారెట్లు కొనడానికి వెళ్ళినప్పుడల్లా నువ్వు ప్యారెట్ల హిస్టరీలు చెప్తూనే ఉన్నావు ఈ తో కేబీసీ కూడా వెళ్ళిపోవచ్చు ఏదో ఆశ సాబ్ ఇప్పుడు అబ్బా పోయాడుగా అమెరికా వాడు వస్తే మాత్రం అమ్మేస్తాం సాబ్ అతను కూడా పోయి ఉంటాడు హాయ్ సమత్ బోలో సాబ్ ఆయన సుఖంగా ఉండాలని అలా అని కోరుకుంటా ఇదిగో సాబ్ ఆయన తస్వీర్ జానపద సినిమాలో రాజుగారికి బాగుమరిది హీరోకి వెళ్ళలా ఉన్నాడు అయినా నేను నీతో హస్కేసుకుంటూ కూర్చుంటే ఈరోజు మా హోటల్ తెరిచినట్టే వస్తా సాబ్ సాబ్ సాబ్ మీకు హోటల్ ఉందా దాన్ని కూడా ఏ అమెరికా బేరం పెట్టేస్తావా అది కాదు సాబ్ మీకీ హోటల్కి పది మంది వచ్చి పోతూ ఉంటారు కదా ఈయనకి తెలిసిన వాళ్ళు మీకీ కనపడితే మాది కష్టాలు గట్టెక్కుతాయి సాబ్ ఇది విడ్డూరంగా ఉంది ఎప్పుడో పూర్వకాల అమెరికా గురించి ఇప్పుడు ఎవరికి తెలుసుద్ది అలా అనకు సాబ్ మీది కష్టం ఉంచుకోను నాకీ వచ్చి దాంట్లో మీకు పావు కేజీ ఇస్తాను పావు కేజీయా జీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంచుమించు అదే లక్ష ఉండొచ్చు బావమరిది కాదయ్యా రాజుగారి అచ్చం హీరోలా ఉన్నాడు బాబు ఈ బొమ్మను ఎక్కడైనా చూసావా చూడలేదు సార్ ఎక్కడ దొరుకుతుంది తెలియదు సార్ థ్యాంక్ యూ వెల్కమ్ ఇలా కాదు వీళ్ళు ఎక్కడైనా చూసారేమో అని అడగాలి కరెక్ట్ ఇతను మీరు ఎక్కడైనా చూసారా పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసారా కళ్ళు ఎవరైనా చూసారా మీ చిల్లర కావాలా మంచిది అయితే వెళ్ళండి నేను oh. hmm? వస్తాను ఇతను చూసారా చూడలేదు మీరు దొంగ దొంగ కాదు పిచ్చోడా పిచ్చోడు కాదు యాక్టరా చూడలేదు కాదయ్యా ఏమంటే మీరన్నా చెప్పండి ఎక్కడ చూసారా ఇంతకు ముందు ఎక్కడ చూసారా చూడలేదు పూర్వ జన్మలో చూడలేదు పోనీ వచ్చే జన్మలో ఎప్పుడైనా చూస్తే చెప్పండి మీరు ఆ ఎదవంట ఎదవ ఆడిష్టం వచ్చినట్లు రోడ్లు పట్టుకుని తిరగటమేమో కానీ నేను గరిట తిప్పలేక వస్తున్నా సరే ఆంజనేయులు రేపైనా శుభవార్త తెస్తామని ఆశిస్తాను అమ్మగారి ప్రెషరు ఎక్కువైపోతుంది సార్ నేను ట్రై చేస్తూనే ఉన్నా తిరగని చోటు లేదు అడగని మనిషి లేడు ఎవరు ఇతను మీ పార్ట్నరా అవును సార్ ఒకసారి పిలు పరిచయం చేయి ఎందుకు సార్ వాడు కొంచెం ఫింగర్ టైపు ఏదో ఒక టైపు అతనికి ఆ బొమ్మ గురించి ఏమన్నా తెలిసేమో కనుక్కుంటా పిలు వాడిక <laughs> కళ్ళెదురుగా ఉన్న వస్తువులే కనపడవు ఇంకెవరికి కనపడిన ఆ బొమ్మ ఏం దొరుకుతుంది అంటే ఊరంతా అడిగి ఇంట్లో వాళ్ళని అడగవా ఏమో ఏ పుట్టలో ఏ ఉందో ఆ పుట్టలో పాము కాదు కదా కనీసం చీమ కూడా లేదు నాకు తెలుసు నీకు తెలియని విషయం ఒకటి ఉంది రెండు రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను అక్కడ అమ్మగారి ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది ఆ రెండో బిక్షువు బొమ్మ దొరికితే సరే సరే లేకపోతే ఇంతే ప్రాప్తం అనుకుంటాను నీ ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చెయ్యి అలాగే సార్ ఈడ ఆ కారు స్టైల్ చూసి ఏ రాజానో దిగాడు అనుకున్నా అమృతం త్వరగా రెండు చపాతీలు కట్టి నేను బస్సుకి వెళ్ళాలి ముందు మీరు వచ్చి గోడ ఎక్కండి ఆయన అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నో చిన్నపిల్లలు ఇంకా మీ గొడవలు మానేయలేదా చిన్నపిల్లల వాడే నన్ను ఎక్కిరిస్తున్నాడు నేను ఫోటో పెట్టుకుని తిరుగుతుంటే నన్ను నేర్పించడానికి ఇంకో ఫోటో పెట్టుకుని తిరుగుతున్నాడు కాదు ముందు ఫోటోతో నేనే తిరుగుతున్నా వీడే నన్ను ఇమిటేట్ చేస్తూ నేను దగ్గరకు వచ్చిన వెంటనే ఫోటోని ఇలా దాచేసుకున్నాడు అవ్వా ఇలా దాచేసుకున్నాడా ఇదిగో నీ డిపాజిట్ ఓ గంటలో వచ్చేస్తాం ఇక్కడే ఉంటావుగా మీకోసం కాకపోయినా నా నాలుగు లక్షల నలభై ఐదు వేలు కోసం ఇక్కడే ఉంటా జల్దీ అవసరం ఇదిగో సాలార్జంగ్ సిక్స్ బై నువ్వు లెక్కలు మాత్రం మర్చిపోయా బొమ్మ కావాలి అమ్మ నాకు బొమ్మ కావాలి ఏమండి ఆ బొమ్మ ఎంత ఈ బొమ్మ అమ్మేది కాదమ్మా పర్వాలేదు రెండు వందలు ఇస్తాను తీసుకోండి మొహమాట పడకండి డబ్బులు ఇస్తారంటమ్మా అమ్మేది కాదని చెప్తున్నాం కదా ఊరుకోరా అంకుల్ డబ్బులు ఇచ్చినా ఇవ్వనంటున్నారుగా ఉండు ఉండిరా పోనీ ఫైవ్ హండ్రెడ్ అన్నా తీసుకొని ఇవ్వండి కాదమ్మా చెప్పేది ఇది అమ్మేది కాదని చెప్తున్నా కదా కాదంట ఊరుకో బాబు ఊరుకో ఎవరది ఎవరు కావాలి వెళ్ళి దేవరాయ గారితో చెప్పు ఆయన ప్రియమిత్రుడు ఆంజనేయులు వచ్చాడు ఏంటి ఇంకా నుంచున్నావు వెళ్ళు మీకు తెలీదా ఏంటి తెలియపోవడం అయినా నిన్న అమెరికా వెళ్ళిపోయారు ఇంకా రెండు రోజులు ఉంటానన్నారే వాళ్ళ అమ్మగారు పోయారంట ఇంకెక్కడికి వచ్చే పని లేదని స్టాఫ్ అందరికి వీడుకోలు చెప్పి వెళ్ళిపోయారు సడన్ ఈ బొమ్మ బరువు ఎక్కిపోయింది వెంటనే వెళ్ళిచ్చేద్దాం పదరా ఇదిగో సాలార్ జంగ్ నీ బొమ్మ తిరిగి తెచ్చేసాం మా డిపాజిట్ మాకిచ్చి ఎవరు మీరు మీ ఓనర్ని పిలు ఓనరా వాడెవడు ఈ బండి నాది మరి ఇన్నాళ్ళు ఇక్కడ ఇంకో సాయిబు ఉండేవాడు ఓ వాడా వారం రోజులకి నా బండి అద్దెకి తీసుకున్నా వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాకేం తెలుసు ఊరు పేరు కూడా తెలియదు <laughs> బాస్ మొత్తానికి ఎలాగైతేనే సాధించాం లాస్ట్ మినిట్ వరకు టెన్షనే వారం రోజులైనా చేపలు పడవే ఈ లోపల హౌస్ ఓనర్ వచ్చేస్తాడేమని భయం మన ఇద్దరం ఒకళ్ళని టచ్ చేస్తే డౌట్ వస్తుందని నువ్వు ఒక పార్ట్నర్ని నేను ఒక పార్ట్నర్ని టచ్ చేస్తే వాళ్ళల్లో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేదు చూడు ఇప్పుడే తెలిసింది వాళ్ళు గొడవపడి మాట్లాడుకోవడం మానేశారట వాళ్ళ ఇంట్లో అంట్లుతో ఆమె చెప్పింది తర్వాత హౌస్ ఓనర్ వాళ్ళిద్దరినీ కలిపేసేట్లే అదా సంగతి ఎందుకు పట్టిందా పాకాన పట్టడానికని అర్థం కాక చచ్చాననుకో ఏమైతేనే వాళ్ళని కలిపిన మహానుభావుడెవరో సుఖంగా ఉండాలి మనం కూడా ఆ ఇగో ఈ ఇంటి వాచ్మెన్ కి కారుకి బొమ్మల బండికి మన సాదర ఖర్చులు పోను మనకి నలభై ఆరు వేలు లాభం ఇదిగో త్వరగా కానీ ఇంటి ఓనర్ వచ్చే టైం అయింది పైగా కర్నూలు వెయిటింగ్ హలో ఏంటి ముస్టర్డ్ బొమ్మని నెత్తి మీద పెట్టుకుని వీధిలో తిరుగుతున్నారు మా యూనియన్లో జాయిన్ అయిపోయారా మొన్న ముస్టోడికి వంద రూపాయలు వేయలేదు వాడి బొమ్మకి యాభై వేలు తగలేసాం యాభై వేలు పోయినట్టు అప్పుడే కన్ఫర్మ్ చేసేసావా రే ఇందాక సెంటర్ లో బుడ్డోడు దీని ఐదు వందల రూపాయలు కొంటా అన్నప్పుడు ఇచ్చేవలసిందిరా ఇప్పుడు బండ ముస్టోడికి యాభై రూపాయలు కూడా ఎవడో ఇవ్వడు అవునరే ఈ చూస్తుంటే గుర్తొస్తుంది మన సిటీలో ముష్టోళ్ళు కూడా వీళ్ళగా లావుగా బలిసిపోతున్నారు కారణం ఏంటంటో అవునరా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారు క్లీన్ అండ్ గ్రీన్ బదులు నగరంలో ముష్టోళ్ళకి స్లిమ్ అండ్ ట్రిమ్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందేమో ఈ గవర్నమెంట్ ఈ ముష్టోళ్ళు కూడా చాలా తెలివిన వాళ్ళరా జనం బాగా ఉన్న చోట అడుక్కుంటారు వాళ్ళ సంపాదన కూడా వేళల్లో ఉండి ఉంటుంది ఇలాగే జరిగితే కొన్నాటికి నగలు కూడా పెట్టుకుని అడుక్కుంటారేమోరా నగలంటే గుర్తొచ్చిద్రా ఉన్న నాలుగు నగలు తాకట్టు పెట్టి డబ్బు ఆడి మొఖాన్ని కొట్టాం ఇప్పుడు శాంత పొద్దు వస్తే ఏమో సమాధానం చెప్తాను రా నగలు చెదలు తిన్నాయంటే నమ్ముతారంటావా మళ్ళాంటి తుప్పు మొఖాలు అయితే నమ్ముతాయి అవి టెంకలు నమ్మవు ఇంకా దరిద్ర బొమ్మ ఎందుకు లోపలకు కూడా తీసుకొచ్చావు విసిరి ఉత్తినే ఆడి నెత్తి మీద పగల కొట్టాలి కలిసి ఉంటే కలలు సుఖం అని మనల్ని దుఃఖాలు పాలు చేశాడు మనం అలాగే మాట్లాడుకోకుండా ఉండుంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదు అమృతరావు అమృతరావు కర్నూలు నుంచి మా కజిన్ వచ్చాడు అతనుకు అమెరికా వాడు తగిలాడు అతను పాదభిక్షు బొమ్మ వేటలో ఉన్నాడు ఇదే ఆ బొమ్మ ఫోటో దీని విలువ ఎంతో తెలుసా పది లక్షల బొమ్మ రేటు అంత ఎందుకుంటుంది కానీ చాలా మంచి బహుమతి ఇస్తాడట ఆ బొమ్మను మేము తెచ్చిస్తాం ఎంత ఇస్తారు మీరా అవును మేమే ఇదిగో ఏది ఏడు లక్షలు నా వల్ల కాదు డెబ్బై వేలు తర్వాత చూసుకుందాం ముందు అర్జెంటుగా బొమ్మ ఇచ్చేయండి క్యాష్ డౌన్ నా దగ్గర నలభై వేలు ఉంది చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కదా సరే సరే ఇవ్వండి ఇదిగో ఇదిగో బొమ్మ జాగ్రత్త కలిసింటే వాళ్లకు మేలు జరుగుతుంది అనుకుంటే నాకు విపరీతంగా కలిసి వచ్చింది వెరీ వెధవలు దీని అసలు విలువ పది లక్షలని